Dear students, now let us start numerical ability. Based on examination pattern, numerical ability questions 10 to 15 questions వస్తాయి So these are very important and major part of your quantitative aptitude section. Numerical ability section లో న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి అసలు దీని నుంచి ten to fifteen questions maximum fifteen questions వస్తాయి టెన్ టు ఫిఫ్టీన్ రేంజ్ ఏం జరుగుతుంది దీనిలో అంటే It is simple basic mathematics. That is, by using four basic mathematical symbols, we will have questions. So symbolic రిప్రజెంటేషన్లో మనకి ఓన్లీ ఫోర్ సింబల్సే ఉంటాయి దీనిలో మనకి టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు ఇంకొకటి approximation we just need to calculate only approximate answer so ఇలా టూ టైప్స్ ఉంటాయి వినటానికి ఫోర్ మ్యాథ్ బేసిక్ మ్యాథమెటికల్ సింబల్సే కదా అని అనిపిస్తుంది కానీ క్వశ్చన్ని చూసినప్పుడు కానీ దానిలో ఉన్న డిఫికల్టీ లెవెల్ ఏంటో తెలియదు ఇప్పుడు మల్టిప్లికేషన్ అనగానే దీనిలో స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చేస్తాయి పవర్స్ కూడా దీనిలోనే వచ్చేస్తాయి దీనిలోనే మనకి under root values square root cube రూట్లు కూడా వస్తాయి వీటన్నిటి మీద కలిపి ఉండే క్వశ్చన్స్ ఈ న్యూమరికల్ ఎబిలిటీలో స్ట్రాంగ్గా ఉంటే ఇది న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కాదు మన క్వాంట్ క్వశ్చన్స్ లేదా డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తక్కువ టైంలో చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ క్వాంట్ సెక్షన్లోనే కాదు రీజనింగ్ సెక్షన్లో నంబర్ సిరీస్ దగ్గర కూడా మీకు బాగా ఉపయోగపడతాయి సో చాలా చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఇవి కాన్సెప్ట్ ఇది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి మొత్తం seven to eight days classes వస్తాయి దీనిలో మనకి numeric ability classes pin to pin కేర్ఫుల్గా వెళ్ళండి ఇక్కడ దీనిలో మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్లో మెల్లిగా వెళ్దాం ఇప్పుడు మనకి ఫస్ట్ నంబర్ సిస్టమ్ మీద మనకి ఐడియా ఉండాలి నంబర్ సిస్టంలో మనకి ఉండే నంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అని అంటే ఇంటీజర్ ఫామ్లో ఉంటుంది లేదా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది లేదా డెసిమల్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని నంబర్స్కి కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఈజీగా చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటీజర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డెసిమల్ కూడా ఈజీ అవుతుంది ఇంటీజర్కి డెసిమల్కి పెద్ద తేడా ఏమి ఉండదు ఓన్లీ నంబర్ ఆఫ్ జీరోస్ని అడ్జస్ట్ చేసుకోవటం వరకు మాత్రమే తేడా ఉంటుంది ఈ డెసిమల్లో స్పెషల్గా మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఇంటీజర్స్కి డెసిమల్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది బట్ డిజిట్స్ ఎన్ని వస్తున్నాయి అనేది లాస్ట్లో చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ one point two into one point five into twelve point eight అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ డెసిమల్ ఒక డిజిట్ ఉంది ఇక్కడ ఒక డిజిట్ ఉంది ఇక్కడ ఒక డిజిట్ ఉంది సో ఈ మొత్తాన్ని మనం twelve into fifteen into one twenty eight divided by thousand అని అనుకుంటాం రాసేటప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు twelve into fifteen into one twenty eight calculate చేసి డివైడెడ్ బై థౌజండ్ ఉంది కాబట్టి లాస్ట్ నంబర్ నుండి త్రీ నంబర్స్ ముందు డెసిమల్ పెడితే సరిపోతుంది కాబట్టి మల్టిప్లికేషన్స్ డివిజన్స్లో ఇంటీజర్ డెసిమల్ వచ్చినట్లయితే ఈజీ ప్రాసెస్ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఎడిషన్ సబ్ట్రాక్షన్ డెసిమల్కి అవుతాయి కాబట్టి డెసిమల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి డెసిమల్ ఎడిషన్ డెసిమల్ సబ్ట్రాక్షన్ ఈ రెండు కేర్ఫుల్గా వెళ్ళాలి ఇంటీజర్ చూసుకున్నట్లయితే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ చూసుకోవాలి ఇంటీజర్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చూడాలి అదే ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చాలా ఈజీ కానీ దానిలో మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ కొంచెం టైం టేకింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మాట్లాడుకుందాం ఎలా ఉంటాయి అని అంటే two one by two plus five one by three minus three one by five is equal to ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం టైం టేకింగ్ వీటిని తక్కువ టైంలో చేయాలంటే ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా మనం ఈ న్యూమరికల్ ఎబిలిటీలో క్యాలిక్యులేట్ చేస్తాం స్క్వేర్స్ ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి క్యూబ్స్ ఎలా చేయాలి రూట్ వాల్యూస్ ఎలా చేయాలి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేద్దాం will go one by one first of all అసలు బేసిక్ మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే నంబర్ సిస్టమ్ నుండి కౌంటింగ్ నంబర్స్ ఇప్పుడు మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బండిల్ ఇచ్చి కౌంట్ చేయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ అని కౌంట్ చేయటం స్టార్ట్ చేస్తారు that is called natural numbers natural numbers అంటే one two three four and so on infinity infinity అనేది సింబల్ నేమ్ కానీ దానికి మీనింగ్ ఒకటి ఉంటుంది మీనింగ్ ఏంటంటే అన్డిఫైన్డ్ అన్డిఫైన్డ్ అంటే దాన్ని డిఫైన్ చేయలేము లేదా దాన్ని అన్రీడబుల్ లేదా అన్కౌంటబుల్ అని అంటాం అన్రీడబుల్ అన్నా అన్కౌంటబుల్ అన్నా ఒకటే టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అన్డిఫైన్డ్ ఏంటి అన్రీడబుల్ ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్ ఉంది దీన్ని వన్తో డివైడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ఆన్సర్ టూతో డివైడ్ చేస్తే ట్వెల్వ్ త్రీతో డివైడ్ చేస్తే ఎయిట్ ఫోర్తో డివైడ్ చేస్తే సిక్స్ నంబర్ని డిఫైన్ చేయగలుగుతున్నాం కానీ ఇదే నెంబర్ని జీరోతో డివైడ్ చేసామనుకోండి you cannot define that number hence these type of numbers are represented with infinity symbol ఇది ఒక మీనింగ్ రెండో మీనింగ్ ఏంటంటే nine nine nine nine nine ఇలా ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ నైన్ రాశాను ఫోర్ నైన్స్ ఉంటే nine thousand nine hundred ninety nine అని చదవగలుగుతున్నాం అలా ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ రాసినట్లయితే నంబర్ని చదవలేం అన్రీడబుల్ అన్కౌంటబుల్ ఇలాంటి నంబర్ని కూడా ఇన్ఫినిటీ అనే నంబర్ తోటి ఇన్ఫినిటీ అనే సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం సో ఇన్ఫినిటీకి రెండు మీనింగ్స్ ఉన్నాయి డినామినేటర్ జీరో అయినా లేదా చదవన చదవలేనటువంటి నంబర్ అయినా రెండింటినీ కూడా ఇన్ఫినిటీ అనే నంబర్ తోటి మనం డినోట్ చేస్తాం కాబట్టి one two three and so on up to infinity, all these numbers are called natural numbers denoted by n. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరో కూడా ఎక్స్ట్రాగా ఉందనుకోండి వాటిని మనం హోల్ నెంబర్స్ అని అంటాం whole numbers represented with W ఇక్కడ మనకున్న అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ ఇది జీరో వీటితో పాటు ఇంకా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయని అనుకోండి నెగిటివ్ నెంబర్స్ అంటే minus infinity minus three minus two minus one 0, 1, 2, 3 and so on. These are all called integers. Integers అంటే ఆ నంబర్ సెట్ని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ జెడ్ మైనస్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ సో జెడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరో జీరో నుంచి ప్లస్ ఇన్ఫినిటీ మొత్తం కలిపితే ఇంటీజర్ సెట్ అవుతుంది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనిపైన మనకి రియల్ నంబర్ సిస్టమ్ ఉంటుంది రియల్ నెంబర్ సిస్టమ్ అంటే that is combination of rational numbers and irrational numbers ఇక్కడ కొత్త వర్డ్స్ వస్తున్నాయి రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆ రెండు నెంబర్ల యొక్క కాంబినేషన్ని మనం రియల్ నెంబర్ సిస్టమ్ అని అంటాం ఇప్పుడు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసిన ఏవైతే ఉన్నాయో రియల్ నెంబర్ సిస్టమ్ అనేది సూపర్ సెట్ వాటిల్లో ఇంటీజర్ సబ్సెట్ అవుతుంది ఇంటీజర్కి సబ్సెట్ హోల్ నెంబర్ అవుతుంది హోల్ నెంబర్ సెట్కి న్యాచురల్ నెంబర్ సబ్సెట్ అవుతుంది సో అన్నిటికంటే పెద్ద సెట్ ఏంటి real numbers real number definition rational irrational అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేషనల్ ఏంటి ఇర్రేషనల్ ఏంటో చూద్దాం rational number meaning numbers which can be written in the form of P by Q P by Q ఫామ్లో రాసేటటువంటి నంబర్స్ అన్నిటినీ కూడా రేషనల్ నెంబర్స్ అని అనొచ్చు కానీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది కండిషన్ ఏంటంటే చాలామంది Q not equal to zero అని చెప్తారు కరెక్టే కానీ దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉంది ఆ ఫస్ట్ కండిషన్ ఇంపార్టెంట్ అదేంటంటే where P comma Q should belong to integer P Q అనేవి ఇంటీజర్స్ అవ్వాలి ఇంటీజర్స్ అంటే ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ మధ్యలో జీరో కూడా ఉంది ఒకవేళ డినామినేటర్ జీరో అయినట్లయితే అన్డిఫైన్ వాల్యూ కాబట్టి అప్పుడు specific condition Q not equal to zero అంటున్నాం ఇది చూసిన తర్వాత ఇది ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది అదేంటి అని అంటే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అన్న రేషనల్ నెంబర్ అన్న డెఫినేషన్ ఒకటి ఫ్రాక్షన్ అన్నా కూడా numbers which can be written in the form of P by Q where P comma Q belongs to integer and Q not equal to zero ఈ ఫ్రాక్షన్ని మళ్ళీ మనం త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం రేషనల్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసింది ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం ఇర్రేషనల్ నెంబర్ ఈజీగా చెప్పచ్చు రేషనల్స్ అంటే number which can be written in the form of P by Q irrational అంటే numbers which cannot be written in the form of P by Q వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పై పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అనే అందరు అనుకుంటారు అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అప్రాక్సిమేట్ వాల్యూ లేదా రూట్ టూ అని అనుకుందాం రూట్ టూ అంటే one point four one four అంటారు one point four one four తర్వాత ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి కానీ మనందరికీ one point four one four మాత్రమే గుర్తుంటుంది రూట్ త్రీ అంటే one point seven three two అంటారు one point seven three two కాదు ఇంకా చాలా ఉంది సో ఇటువంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం సో రేషనల్ అంటే పీ బై క్యూగా రాయగలిగితే రేషనల్ రాయలేకపోతే ఇర్రేషనల్ రేషనల్ నెంబర్ అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే అని అనుకున్నాం ఇప్పుడు ఫ్రాక్షన్స్లో కూడా three different types of fractions ఉన్నాయి they are proper fraction improper fraction and then last one mixed fraction ఇవి త్రీ టైప్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నంబర్ కంపల్సరీగా పీ బై క్యూ ఫామ్లోనే ఉండాలి ఈ కండిషన్స్ అన్నీ సాటి సాటిస్ఫై అవ్వాలి అప్పుడే ఫ్రాక్షన్ అంటాం అయితే ఈ పీ బై క్యూ ఉండే ఫామ్లో if numerator is less than denominator then it is called proper fraction numerator అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి అప్పుడు ప్రాపర్ అవుతుంది అలా కాకుండా if numerator is greater than or equal to denominator equal condition కూడా ఉండాలి then they are called improper fractions మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ జెడ్ అంటే ఇంటీజర్ అని మాట్లాడుకున్నాం integer plus fraction integer fraction కలిస్తే అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం one by two ten by thirteen like that improper fraction అంటే త్రీ బై టూ న్యూమరేటర్ పెద్దది ఉండాలి ఫైవ్ బై త్రీ లేదా టూ టూ అన్న కానీ టూని టూ బై వన్గా రాయొచ్చు న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగానే ఉంది సో వాటన్నిటిని ఇంప్రాపర్ అని అంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే వన్ టూ బై ఫైవ్ ఈ వన్ టూ బై ఫైవ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే one plus two by five అని అనొచ్చు ఇక్కడ వన్ అనేది ఇంటీజర్ టూ బై ఫైవ్ అనేది fraction so combination of integer and ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఇంప్రాపర్ని కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వస్తుంది ఈ రెండు vice versa take an example five by three అనే ఉంది ఈ ఫైవ్ బై త్రీని మీరు తీసుకున్నట్లయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది దీన్ని సింప్లిఫై చేసినట్లయితే three ones two by three one two by three so ఇంప్రాపర్ని కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ వచ్చింది మిక్స్డ్ని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ వచ్చింది ఈ రెండు కూడా సైక్లిక్ దీని నుంచి అది దాని నుంచి దీనికి వస్తాయి అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాపర్ ఇంప్రాపర్లో చూసుకుంటే ఇక్కడ ఒక టేబుల్ చెప్తా అది ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రాదు కానీ క్వశ్చన్ని తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఒకసారి చూడండి నాకు ఇక్కడ ఏం కావాలి అని అంటే ఒక టేబుల్ స్ట్రక్చర్లో ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో లీస్ట్ ఏంటి లార్జెస్ట్ ఏంటి ఈ రెండు కావాలి ప్రాపర్ అంటే మీకు తెలుసు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండొచ్చు ఈక్వల్ ఉండొచ్చు అని అంటున్నాం న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయితే ఎంత వన్ అవుతుంది కాబట్టి ఇంప్రాపర్లో లీస్ట్ అనేది వన్ వన్ కంటే తగ్గింది అని అనుకోండి జీరో పాయింట్ నైన్ అవుతుంది for example zero point nine ఎలా రాయొచ్చు nine by ten nine by ten అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి అదే ఫ్రాక్షన్ అవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇంప్రాపర్లో ఉండే లీస్ట్ నెంబర్ అనేది వన్ వన్ కంటే తగ్గిందంటే అది ప్రాపర్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ప్రాపర్లో ఉండేటటువంటి నెంబర్స్లో లీస్ట్ నెంబర్ కావాలి లీస్ట్ నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఒకసారి నంబర్ సిస్టమ్ గుర్తు తెచ్చుకోండి minus infinity minus one zero zero point one real number system మాట్లాడుతున్నా zero point two zero point three and so one zero point nine zero point nine nine zero point nine nine nine nine nine and so one దాన్నే జీరో పాయింట్ నైన్ బార్ అంటాం vulgar fraction zero point nine bar తర్వాత ఏమొస్తుంది one one point one one point two one point three and so one one two three and so one plus infinity ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అంటే న్యూమరేటర్ అనేది కంపల్సరిగా డినామినేటర్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి least fraction least number in proper fraction is minus infinity మరి లార్జెస్ట్ ఏమవుతుంది అని అంటే ఇదిగోండి ఈ నెంబర్ అవుతుంది zero point nine bar zero point nine nine nine nine nine and so one వన్కి మాత్రం ఈక్వల్ అవ్వకూడదు వన్ అయిందా అది మళ్ళీ ఇంప్రాపర్ అవుతుంది సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అంటే ప్రాపర్లో జీరో పాయింట్ నైన్ బార్ సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది లెస్ దెన్ వన్ ఉండాల్సిందే ఈక్వల్ వన్ ఉన్నా గ్రేటర్ దాన్ వన్ ఉన్నా అది ఇంప్రాపర్ అవుతుంది ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఏది సరే ఏది తీసుకున్నా కానీ కంపల్సరిగా వన్ కంటే తక్కువ ఉండాలి వన్ ఉన్నా వన్ కంటే ఎక్కువ ఉన్నా అవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి ఇంప్రాపర్లో లీస్ట్ వన్ అనుకున్నాం మరి లార్జెస్ట్ ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది ఈ సెట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాపర్ ఇంప్రాపర్ అబ్జర్వ్ చేసి వాల్యూ వన్ కంటే తక్కువ ఉంటుంది లేదా వాల్యూ వన్ కంటే ఎక్కువ ఉంటుంది అని ఇలా మాట్లాడతాం దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ని తక్కువ టైంలో చేయొచ్చు అక్కడ బాగా ఉపయోగపడతాయి మీకు ఇవి సో రిమెంబర్ దిస్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బేసిక్ నంబర్ సిస్టమ్ మాత్రమే ఒకసారి నంబర్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే natural numbers one two three and so one infinity అని అన్నాం అదే హోల్ నెంబర్స్ అయినట్లయితే వీటితో పాటు జీరో కూడా ఉండాలి zero one two three and so one infinity అన్నాం ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి జీరో జీరో నుంచి one two three and so one infinity real number system అన్నా కూడా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో minus infinity to zero zero to plus ఇన్ఫినిటీనే అవుతుంది మరి రెండిటికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఒకటే కనపడుతుంది డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అనేది సింపుల్గా మాట్లాడుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ రెండు నంబర్స్ ఉన్నాయని అనుకుందాం ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఏ నంబర్ వస్తుంది అని అడిగాను అనుకోండి రియల్ నెంబర్ సిస్టంలో అయితే ఒక ఆన్సర్ ఇంటీజర్స్లో అయితే ఇంకొక ఆన్సర్ వస్తుంది ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఇంటీజర్స్లో అయినట్లయితే కనుక అసలు ఏ నెంబరు రాదు ఫోర్ తర్వాత ఇమీడియట్గా ఫైవే వస్తుంది అది ఏ సెట్లో ఇంటీజర్స్లో అదే రియల్ నెంబర్ సిస్టంలో అనుకోండి మధ్యలో ఇన్ఫైనట్ నెంబర్స్ వస్తాయి ఎట్లా వస్తాయి ఫోర్ తర్వాత ఫోర్ పాయింట్ వన్ అని ఒకళ్ళు అంటారు ఫోర్ పాయింట్ జీరో వన్ అని ఇంకొకళ్ళు అంటారు four point zero zero zero zero zero and so one one అంటాం అలా between four to five there can be numbers like four point zero zero zero zero and so on one అక్కడి నుంచి మొదలుపెట్టి four point nine nine nine nine nine and so on rights so ఇక్కడ మనకు ఉండే గ్యాప్ ఇన్ఫినిటీ నెంబర్స్ వస్తాయి ఇది ఏ నెంబర్ సెట్లో రియల్ నెంబర్ సెట్లో అదే ఇంటీజర్స్లో అనుకోండి ఫోర్ తర్వాత ఇమీడియట్గా కంపల్సరీగా ఫైవ్ ఏ వస్తుంది సో ఆ రెండింటికి డిఫరెన్స్ అది అందుకే రియల్ నెంబర్ సెట్ని మనం సూపర్ సెట్ అని అంటాం రైట్ ఇప్పుడు మనకున్న నెంబర్స్లో ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడేది ఏంటి ప్రోగ్రాంలో రియల్ నంబర్స్ రియల్ నంబర్స్లో పార్ట్ ఇంటీజర్స్ ఇంటీజర్స్లో పార్ట్ హోల్ నంబర్స్ హోల్ నంబర్స్లో పార్ట్ న్యాచురల్ నంబర్స్